మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారిని మనందరికీ వందనాలు ప్రియులారా నేటి దినమందు దేవుడు మనకిచ్చినటువంటి వాక్యమును ధ్యానించుకుందాం భక్తుడైన దావీదు రాసినటువంటి కీర్తనలు కీర్తనల గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము మొట్ట మొదటి వచనం నుండి చదువుకుందాం యహోవా నాకు వెలుగును రక్ష రక్షణయునయ్యున్నాడు నేను ఎవరికి భయపడదును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరతును నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు నన్ను బాధించి శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందును ప్రియులారు ఇక్కడ గొప్ప మాటలు దావీదు తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకంటే దావీదుకు తెలుసు దావీదుకు దేవుడు తోడున్నాడని అందుకని ఎలాంటి పరిస్థితుల్లో కూడా భయపడ్డాడు ఆయన మీదకి శత్రువులు దండు దిగిందంట యుద్ధం చేయటానికి అంతేకాదు తన చంపేయటానికి ప్రయత్నం చేసిన వారు ఉన్నారు ఆ దేశ సంబంధించిన రాజు సవులు సైతమే అలాంటప్పుడు కూడా ఆయన భయపడని అంటున్నాడు ఎందుకంటే దేవుడు తనకు తోడుగుండి ఆయన బలపరుస్తాడని తెలుసు ప్రియులారా నిజంగా దేవుని అందు విశ్వాసం ఉంచిన వారికి ఎలాంటి భయం ఉండదండి ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు భయపడకము నేను నేను పేరు పెట్టి పిలుచుకున్నానని అంటాడు దిగులు పడకము అని అంటున్నాడు ప్రియులరా మన దిగులు మా చింత యావత్తు ఆయన మీద వేయాలి భక్తుడైన పౌలు అంటాడు మీ చింత యావత్తు మరి ఆయన మీద చింతించుకుడి ప్రతి విషయం గురించి చింతద్దు ఆనందించమని చెప్తా ఉన్నాడు పేతుడిలో కూడా అంటాడు మీ చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు పేతుడు కాబట్టి ప్రియులారా ఈ రీతిగా మన వాక్యాలు ఎన్నో ఉన్నాయండి ఇలాంటి గొప్ప వాక్యాలు మనకు కలిగి ఉన్నప్పుడు మనము ధైర్యంగా వాక్యం చూసి ముందుకు వెళ్ళాలి నీ శత్రువులు నీ మీద పగబూనేరా నీ శత్రువులు నిన్ను తరమటానికి ప్రయత్నం చేస్తున్నారా నీ శత్రువులు నిన్ను అణగదొక్కాలని లేకపోతే నీ కుటుంబాలని నిన్ను నాశనం చేయటానికి ప్రయత్నం చేస్తున్నారా వారి ఎత్తులు నాశనం అయిపోతాయి ఎందుకంటే ప్రియులారాన్ని దేవుడు నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడుగా నీకు తోడున్నాడు యుద్ధము చేయవాడు అని లేఖనం చెప్తా ఉంది కనుక ప్రియులారా మనం ధైర్యంగా ఉండాలి ఎందుకంటే మనకు రక్షణ ఆయన హీజ్ అవర్ ఫోర్ ట్రెస్ట్ కదా దేవాతి దేవుడు మనకి రక్షకుడుగా ఉన్నాడు ప్రియులారా మన కోట మన కొండ ఆయనే అందుకే భక్తుడు దావిది ఎప్పుడు ఈ మాటలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు ప్రార్థనలో నా శైలమా నా దుర్గమా అని అంటాడు ప్రజలారు ఎందుకంటే దేవుడు మనకి కంచి వేశాడు ఎవడు మనం ఏం చేయలేడు కాబట్టి మనకి దేవుడు తోడుంటాడు కాబట్టి ప్రిలారా మన ఆత్మీయ ప్రయాణంలో విశ్వాస యాత్రలో మనం ధైర్యంగా ముందుకు కొనసాగుదాం ఇంకా ఇలాంటి గొప్ప రక్షణ లేని బిడ్డలు ఉన్నారు ప్రియులారా భయపడతా లోకానికి భయపడతా ఉన్న ఉన్నారు భవిష్యత్తు గురించి భయపడుతున్న వారు ఉన్నారు ప్రియులారు వారందరూ కూడా ధైర్యపరచండి మీరు మరి ధైర్యంగా ఉన్న మీరు ధైర్యపరచండి భయంగా ఉన్న వారిని భయమును విడుదల చేయండి ఎందుకంటే దేవాతి దేవుడు నిన్ను విడుదల చేసినాడు కాబట్టి అలాంటి గొప్ప దేవుడిని వారికి పరిచయం చేయండి ప్రియులారా దేవుడు నిన్ను ఆశ్రదిస్తాడు కాబట్టి దావీదును రక్షించిన దేవుడు నిన్ను నన్ను కూడా రక్షిస్తాడు కాబట్టి మనం ధైర్యంగా ఉందాం ప్రియులారా ఎందుకంటే హెబ్రిల్కి వ్రాసిన పత్రికలో చెప్తున్నాడు నేను ఏమాత్రము నివిడు అని అంటున్నాడు అక్కడ ప్రియులారా అంతేకాదండి నరమాత్రుడు నాకేమి చేయగలడు అంటున్నాడు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు అవును నరమాత్రుడు మనకి ఏమి చేయలేడండి దేవాతి దేవునికి మనం భయపడాలి మనిషిని కాదు ప్రియులారా ఎందుకంటే యేసుప్రభారు ముందుగానే చెప్పాడు ఆయన ఏం చెప్పాడంటే ఇదిగో మరి శరీరాన్ని మాత్రమే చంపేవాడికి మరి మీరు భయపడొద్దు కానీ ఆత్మను శరీరాన్ని రెండు నరకంలో వేసేవానికి భయపడమంటున్నాడు కాబట్టి మనం భయపడాల్సిన దేవునికి మనుషులు కాదండి కాబట్టి దేవాతి దేవుడు నీకు నాకు తోడుంటాడు కాబట్టి మనం ధైర్యంగా ఉందాం మన శత్రువులు ఎదుటి భోజనం సిద్ధపాటు చేసే దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు గనక మనం ధైర్యంగా ఉందా ముందు కొనసాగుదాం దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం మామూలు మిక్కిలుగా ప్రేమించిన ప్రియ పరలోగపు తండ్రి జీవాధిపతి మీ కొందనాలు మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు చేసిన గొప్ప తండ్రివి బలమైన దేవుడు నిత్యోగ తండ్రి మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రవ్వ ఈ వాక్యం మా హృదయలో ఫలింపించండి మా ప్రియులు నెమ్మది లేని బిడ్డలున్నారు ధైర్యపరచండి తండ్రి భయపడుతున్న వారు ఉన్నారు భయమును తొలగించి వారి పట్ల మీ ప్రత్యేకను కురిపించి దీవించమని ఏసు పరిశుద్ధనం అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభనేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని సవాసం సకల ప్రజలకును సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడయండి నడిపించునుగాక ఆమెన్ ప్రియులార గాడ్ బ్లెస్ యు ఆల్ మరి ఈ యొక్క వాక్యములను మీరు వింటున్నారు వీక్షిస్తున్నారు అనేక మందికి మీరు మరి పంపించాలంటే ఖచ్చితంగా ఈ యొక్క మరి యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన దేవుని బిళ్ళార గ్రేస్ చర్చ్ ఇస్నాపూర్ మీరు అని కొడితే టైప్ చేస్తే ఖచ్చితంగా మన యొక్క ఛానల్స్ అన్నీ వస్తాయి నోటిఫికేషన్స్ అప్పుడు మీరు ఆల్ నోటిఫికేషన్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరి లైక్ చేయండి షేర్ చేయండి ఆ రీతిగా అనేక మందికి ఈ రీతిగా మీరు స్వార్థ పరిచర్యను పంచుకోవచ్చు జస్ట్ ఒక క్లిక్ ద్వారా దేవుడు మహిమ ఘనత మరి ఆయనకే చెల్లును దేవునికి తద్వారా మన మనకి దేవుని యొక్క ఆశీర్వాదం ఆయన యొక్క దేవునిలు మనందరికీ మన ప్రజలకి అందరికీ కలుగునుగాక మరి మరి యొక్క దినాన్ని మనందరం కలుద్దాం ప్రియులారా గాడ్ బ్లెస్ యూ